దేవిలో స్పెషాలిటీ ఏంటంటే ఆల్ సూపర్ హిట్ సాంగ్స్ కి ఒక హుక్ ఫ్రేజ్ పట్టేసుకుంటాడు hmm. అది పట్టుకున్నాడంటే అది బ్లాక్ బస్టర్ పాట ఇప్పుడు అమ్మడు లెచ్చు కుమ్ముడు అవ్వచ్చు అవి ఒకటి పట్టుకుంటాడు కేవు కేక ఏదో ఒకటి <laughs> దీనికి మైండ్ బ్లాక్ అన్నట్టు అయిపోయింది అక్కడ <laughs>